ఇతనికి సంబంధం లేదా రజనీకాంత్కి ఎన్టీ రామారావు యుగ పురుషుడు ఎన్టీ రామారావు సినిమా నేను ఫస్ట్ చూసా అని చెప్పి సినిమా డైగ్రాఫ్ చదువుతున్నాడు మరి రామారావు బతికుండగా ఈ నీచుడికి నువ్వు ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేసావు ఆ రోజు వైష్ణవ్ హోటల్లో సిగ్గు సేవం లేకుండా మళ్ళీ వంద సంవత్సరాలు పూర్తి అవుతుందంట ఆయన ఎక్కడ ఇస్తున్నా అని చెప్పి ఈ వెధవులంతా రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ వెధవులో సన్నాసులంతా ఒక చోటకు చేరి మళ్ళీ రామారావు గురించి గొప్పగా చెప్పి చంపినటువంటి వెధవులే పార్టీ నుంచి తొలగించినటువంటి వెధవులు ముఖ్యమంత్రి పదవి నుంచి వ్యధించినటువంటి వ్యధవులంతా ఒక చేరి మళ్ళీ చంద్రబాబు గారి ఇంద్రుడు ఆడి చంద్రుడు ఆడి బొక్క బోసాను అని చెప్పి చెప్పడం సిగ్గు శరం లేదు ఇటువంటి వ్యధవులు చెప్పేటువంటి మాట రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రావు గారు చూపించినటువంటి సంక్షేమ మార్గాన్ని రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి సంక్షేమ మార్గాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూలే గారు చూపించినటువంటి సామాజిక మార్గాన్ని